Hi friends welcome back to Karthik icon YouTube channel friends ఈరోజు వీడియో వచ్చేసి సో స్నాప్చాట్ లవర్స్ మరియు చిన్న ఉన్నప్పుడు చేసే క్రేజీ పని సో చూద్దాం let's go watch the video అరే అన్న వాళ్ళు కూడా లేరు మంచిగా లడ్డు తిందాం దారా అరే దేవుడి దగ్గర దొంగతనం చేయాలి తప్ప తప్ప అరే ఆడంటే మమ్మల్ని కొడుతుంది దేవుడి దగ్గర రా తప్పురా తప్పురా అరే తప్పురా తప్పురా తప్పురా తప్పురా అరే లడ్డు రాయరా ఫస్ట్ బనానా యాపిల్ మస్తు దేవుడిది తప్పురా తప్పురా తప్పురా తప్పురా అరే దేవుడి కాడ పుల్వర్ ఉంది తిన్నామారా తప్పురా దేవుడి దగ్గర తప్పురా అరే డీజిల్ తప్పురా తప్పురా ఏమి కాదు దేవుడి దగ్గర కొబ్బరికాయలు ఉన్నాయి అవి పోయి తిందాం దేవుడి దగ్గర కొబ్బరికాయలు తీయొద్దు రే ప్రసాదం తప్పురా తప్పురా రే తప్పురా తప్పురా రే తప్పురా తీయొద్దురా ఇంకా ఏం చేసినా తప్పేనా తప్పేనా రా ఎందుకను రా రాను రాను నా పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది ఎందుకంటే భక్తులు ఎక్కువయ్యారు మొక్కేవాళ్ళు తక్కువయ్యారు ఒకప్పుడు నా ఎదురుగా కూర్చొని భక్తి శక్తులతో భజన చేసేవారు కానీ ఇప్పుడు రెండు బాక్సులు పెట్టి దాంట్లో రెండు రోజులు నా పాట పెట్టి మిగతా రోజులు వాళ్ళకి ఇష్టం వచ్చిన పాటలు పెడుతున్నారు అంతేకాక నా మీద భక్తి అంటారు నా ఎదురుగానే ఎన్నో బూతులు మాట్లాడతారు నా మీద ప్రేమ అంటారు ప్రతిరోజు నన్ను స్టేటస్లో పెడుతుంటారు day one day two day three అంటారు కానీ ఒక్కరోజైనా మనసుపూర్తిగా మొక్కిందే లేదు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే చెప్పడమే కాదు చూపిస్తేనే కదా మీరు నమ్మేది చూపిస్తాను ఇప్పుడు ఇద్దరు భక్తులు వస్తారు వచ్చేవారు నన్ను మొక్కుతారా లేదా మీరే చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఇప్పుడున్న భక్తులకు నా మీద ఉన్న ప్రేమని చూడండి అలాగే దీని తరువాత మనం చాలా మాట్లాడుకునేది ఉంది అది కూడా వినండి ఫస్ట్ అయితే ఇది చూడండి అరే అరే మనకి ఈరోజు మస్తు స్నాపులు దొరుకుతాయిరా అగో డెకరేషన్ అరే ఈ స్నాప్ దించరా దీన్ని దించు జల్దీ దించుతానే ఇగో ఒక్క స్నాప్ రా రే ఈ రోజు మస్తు స్నాప్ ఇది ఒకటి ఇది ఒకటి రే ఇక్కడ నుంచి మన గణేష్ దా లోపడో నారా బాబ్బా ఈరోజు స్నాప్లో వెళ్ళేరా కొత్త స్ట్రీకులు మనకే ఈరోజు దించురా చూస్తున్నావు చెమ్కి చెమ్కి లైట్లు వస్తున్నాయి రాడ చెమ్కి లైట్లు బాబా బాబా ఏ ఫస్ట్ నేను ఫస్ట్ నేను పెడతా అన్న ప్లీజ్ అన్న నేను పెడతా నా దాంట్లో చాలా మంది అరే అరే నేను పెడతా ఫస్ట్ ఇక్కడ స్విచ్ చేసినట్టు పెడతా ఆడ డీజే పెట్టినట్టు పెడతా అలా యూఎస్బి కేబుల్ పెట్టినట్టు పెడతా ఫస్ట్ నేను చేయాలి పెద్ద నేను పెద్ద ఫస్ట్ ఓ అది అరే ఎవర్రా లూస్ కనెక్షన్ కలిపింది పో పెట్టుకో ఇప్పుడు పెట్టు నేను పెట్టుకోరా ఇప్పుడు అట్లయినా సరే నేను పెడతారా ఎట్లనే <laughs> స్నాప్ పెట్టాలి స్నాప్ లవర్స్ డీజే రే దీని ఏడ పెడుతున్నావు వెనకాల కాదు అసలు ఈ డెక్కకే ఉండదు ఆ పక్కన డెక్కుకుంటది చెప్పారా ముందే ఇజ్జత్ తీసినావు ఆవు అరే దీనికి కూడా లేదురా అయ్యో కనబడతలే ఇదే స్నాప్ స్నాప్ ఓ అరే అదే వస్తుందిరా అన్న ఖరాబ్ చేసిండు ఆడ పెట్టరా ఆడ పెట్టరా మాకు సంబంధం లేదు ఆడ పెట్టరా మళ్ళీ ఏమైనా అయితే మన పేరు ఇట్రా ఇట్రా వచ్చేసి మైక్ ఉందా రా మైకు స్నాప్ పెడదాం అరే క్యారమ్ రా క్యారమ్ క్యారమ్ బోర్డ్ ఆడుతున్నట్టు ఉందా నువ్వు అటు కూర్చో నేను ఇటు స్నాప్ ఫస్ట్ స్నాప్ తర్వాత ఆడుకోవాలి ఇట్లా ఇట్లా ఎట్లా అయిపోయింది అయిపోయింది ఫస్ట్ ఇది తర్వాత కిందికి రెండు వినాయకులు సరే మీద పెద్ద నుంచి చిన్న లడ్డు రే ఓమని రాసింది దాని అదొక జీడిపప్పు బాగా మూడు ఉందిరా అరే షాల్వ ఉందిరా షాల్వ స్నాప్ పెట్టాలి నేనే ఇగో ఏమనుకుంటారు ఫస్ట్ నువ్వే పెట్టు కన్ను కాడికి అని ఇట్లా జూమ్ చేసి జూమ్ బ్యాక్ చేసి అట్లా చేయొచ్చానా ఇగో మస్తు వస్తుందిరా అరే ఇట్లా ఇట్లా నువ్వు ఇగో ఇట్లా చేయి చెయ్యి అయిపోయింది ఇప్పుడు ఈ చెయ్యి అన్ని దించుకున్నాం కానీ మనం సెల్ఫీ దించుకోవాలి నువ్వు ఇట్లా నా నించుకున్నా ఏంది మంచిగా మంచిగా నమ్మదు అన్ని అన్ని మంచిగానే చేతి పెట్టి లోపల కనుక్కొని నవ్వురా నవ్వుతున్నా గణేశుడు రావాలి మరి ఇచ్చా ఇచ్చాడా అరే నువ్వు మంచిగా ఫస్ట్ నేను రమ్మన్నావు పొమ్మంటున్నావు అంతటి ఫస్ట్ ఫ్రెండ్స్ అంటారు తర్వాత పక్కన తెలిపోమంటారు వినాయకుడు తీసుకుంటాం నేను వినాయకుడు తీసుకుంటాం రా అంతేనా నేను కూడా వినాయకుడు తీసుకుంటా తీసుకో అరే అరే కా సెట్ వస్తున్నాయి వస్తున్నాయి స్నాప్లు సరే మరి పోతున్నాడు ఏడికి ఇంటికి ఉండవా వస్తావా నేను కూడా సరిగా మళ్ళీ ఇంకా ఇంటికాడికి పోతున్నట్టే స్నాప్ చేయాలి దా నడుచుకోవడం నీకు చేస్తా. ఒక అయిపోయి ఒకటే మాట అది కూడా స్నాప్ పెడదాం ఆ పెడదాం ఐస్ క్రీమ్లు మూతి మూతి ఇప్పేది పెడదాం మూత తీసేది పెడదాం నోట్లో లాస్ట్ అయిపోయినాక ఫినిష్ అయిపోయింది పెడదాం. అయ్యో ఇంకా మస్తు మస్తు స్నాప్లు ఉన్నాయి రా అయ్యో ఇంకా మస్తు మస్తు స్నాప్లు ఉన్నాయి రా మనం యో పోయేది కాలు నడిచి నడుచుకుంటూ పోయేది కూడా పెడదాం మరి బ్యాక్ రా మరి మళ్ళీ నడుచుకుంటాం గణేష్ నుంచి పోతున్నాం చూసారుగా భక్తులు ఇప్పుడున్న భక్తులకి నా మీద ఉన్న ప్రేమ అందరూ ఇలానే ఉంటారని అనట్లేదు కొంతమందే ఇలా ఉంటున్నారు ఎందుకంటే ఎంతో కష్టపడి సెట్లు వేసి డెకరేషన్లు చేసేది ఒకడైతే దాన్ని ఫోటో దించి ఫోజు కొట్టేవాడు ఇంకొకడు ఆ ఫోటో ఫోజు కొట్టేవాడిని చూసి నాకు సేవ చేసేవాడు కూడా చెడిపోతున్నాడు అంతేకాక పక్కవారి విగ్రహం కన్నా మా విగ్రహం ఎత్తు పొడుగు ఎక్కువగా ఉండాలని పోటీ పడుతుంటారు కానీ మీకు చెప్పొచ్చేది ఏమిటంటే నేను పెద్దగా ఉన్న వినాయకున్నే చిన్నగా ఉన్న వినాయకున్నే అంత మాత్రాన మీకు ఇష్టం వచ్చిన రూపంలో నన్ను మార్చకండి నా రూపంలో నన్ను ఉంచండి మీరు డెకరేషన్ మీరు ఎంత చేసుకున్నా పర్వాలేదు కానీ నా రూపం మాత్రం మార్చకండి అంతేకాక ఇంకొక విషయం మీరు నన్ను రంగురంగుల విగ్రహాల్లో పూజిస్తున్నారు కానీ నిమజ్జనం చేసేటప్పుడు నీరుకు కలుషితం అవుతుందని చెప్పి నన్ను నిమజ్జనం చేసే మరుసటి రోజే తీసి అవతల పారేస్తారు అలా చేయకూడదంటే వచ్చే ఏడాది కన్నా మీరు నన్ను మట్టి విగ్రహాల్లో పూజించండి అప్పుడు నాకు ఎటువంటి ఇబ్బంది కలగదు నీటికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగదు ఇప్పుడు చెప్పింది చూసింది విని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను వచ్చే ఏడాది కన్నా నన్ను భక్తి శ్రద్ధలతో మట్టి విగ్రహాన్ని తెచ్చి పూజిస్తారని అనుకుంటున్నాను కోరుకుంటున్నాను అందరిలాగా బాయ్ చెప్పను ఎందుకంటే నేను తిరిగి మళ్ళీ వస్తాను వెళ్ళొస్తాను నేను చెప్పింది మాత్రం మర్చిపోకండి ఇతరులకి ఈ వీడియో షేర్ చేయండి వారిని కూడా భక్తి శ్రద్ధలతో మట్టి విగ్రహాన్ని తెచ్చి పూజించమనండి so friends thank you for spending your valuable time with our channel మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కింద కామెంట్ చేయండి ఎస్ అని నచ్చకున్నా ఎంకరేజ్ చేయండి కామెంట్ అయితే వేయడం మర్చిపోకండి గణేషుని మీ దగ్గర ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉంటే కామెంట్ చేయండి సో మేము కూడా చూడాలనుకుంటున్నాం అంటే అలా టైప్ చేసి పెడితే మేము కూడా చూడాలనుకుంటున్నాం మీ దగ్గర ఇలాంటి ఫన్నీ మూమెంట్స్ ఎప్పుడైనా ఏదైనా స్నాప్ లవర్స్ కానీ లేదంటే చిన్న ఉన్నప్పుడు ఇలా భక్తులు ఉంటే కింద కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్